hello years welcome to achievers academy ఈ మధ్య తరచుగా మనకు వార్తల్లో ఒక సంస్థ పేరు వినిపిస్తుంది అదే NCB right narcotics control bureau దీన్నే మనము తెలుగులో మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ అని కూడా చెప్పొచ్చు సో మనకు అక్టోబర్ సెకండ్న అక్టోబర్ సెకండ్న Cordelia cruise ship Cordelia cruise ship so ఇది ఒక పెద్ద నౌక అన్నమాట అందులో రేవ్ పార్టీ జరుగుతుంది అంటే రాత్రి సమయాల్లో నైట్ టైమ్స్లో జరుగుతున్న పార్టీలో అక్కడ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ ఎన్సిబి అధికారులు ఆ షిప్పై రైడ్ చేయడం జరిగింది అండ్ దాంట్లో భాగంగా ప్రముఖ Bollywood super star king Khan అయిన షారుఖ్ ఖాన్ గారి కొడుకును కూడా అరెస్ట్ చేయడం జరిగింది అవునా సో అసలు ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఏంటి ఇది భారతదేశంలో ఎలాంటి పని చేస్తుంది లేదా కార్యక్రమాలను చేస్తుంది అండ్ ఇందులో ఉన్న ముఖ్యమైన సెక్షన్లు సో ఆర్యన్ ఖాన్ పై ఆర్యన్ ఖాన్పై ఎలాంటి సెక్షన్లను బుక్ చేశారు ఎందుకు ఇతనికి బెయిల్ దొరకడం ఇంత కష్టతరం అవుతుందో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఎన్సీబీ తరచుగా వార్తల్లో నిలిచింది కాబట్టి అండ్ భారతదేశంలో ఇవన్నీ కూడా కొన్ని నియంత్రణ సంస్థలు ఎలాగైతే CBI central bureau of investigation కానివ్వండి అదేవిధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అన్నమాట రైట్ సో అవినీతికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తుంది అదేవిధంగా మనకు ఈ డ్రగ్స్కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అత్యున్నత సంస్థ ఏది అంటే అది ఎన్సిబి సో ఇది తరచుగా వార్తల్లో ఉంది కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని నుండి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో ఈ టెన్ మినిట్ వీడియోలో మనం ఎన్సీబీ గురించి మొత్తం తెలుసుకుందాం అన్నమాట రైట్ సో మనందరికీ తెలుసు షారుఖ్ ఖాన్ కొడుకైన ఆర్యన్ ఖాన్ని ఎన్సీబీ అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఎన్సీబీ అనే సంస్థ ఏంటి ఒకసారి చూద్దాం రైట్ సో మనకి narcotics control bureau is an Indian central enforcement and intelligence agency under the ministry of home affairs so home మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఈ సంస్థ హోమ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఈ సంస్థ రైట్ సో అదేవిధంగా మనకి ముఖ్యంగా భారతదేశంలో ఈ మాదక ద్రవ్యాల సరఫరా అదేవిధంగా వీటిని సాగు చేయడం వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ సంస్థ పనిచేస్తుందన్నమాట సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి the agency is tasked with combating drug trafficking and the use of illegal substances right so Bharat భారతదేశంలో నిషేధించబడ్డ పదార్థాలు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడకం కానీ వీటిని ప్రొడ్యూస్ చేయడం కానీ వీటిని సరఫరా చేయడం కానీ ఇవన్నిటిని నియంత్రించే అత్యున్నత సంస్థ ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అంటే హోమ్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన అత్యున్నత మంత్రి ఎవరు అని అంటే హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు అన్నమాట రైట్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది ఏంటి అని అంటే మరి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సో ఈ ఎన్సిబి అనే సంస్థ ఏదైతే ఉందో ఇది చట్టబద్ధమైన సంస్థన రాజ్యాంగ సంస్థన సో ఇలాంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని ఒక చట్టం ప్రకారం స్థాపించారన్నమాట రైట్ సో ఆ చట్టం పేరేంటి అంటే narcotic drugs and psychotropic substances act right so ఈ ఎన్డీపీఎస్ యాక్టర్ అంటాం దీన్ని రైట్ సో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ సంస్థను ప్రారంభించారు ఈ సంస్థను స్థాపించారు కాబట్టి దీన్ని మనము స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ లేదా చట్టబద్ధ సంస్థ అంటామన్నమాట రైట్ సో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దీని యొక్క నినాదం సో ఈ ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క నినాదం ఏంటి మోటో ఏంటి అని అంటే intelligence enforcement coordination intelligence enforcement coordination is the motto of NCB so ప్రస్తుతం ఇది హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సంస్థ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కనుక గమనిస్తే న్యూఢిల్లీలో ఉంది ఎన్సీబీ యొక్క హెడ్ క్వార్టర్స్ రైట్ అదేవిధంగా ప్రస్తుతం ఈ ఎన్సీబీకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు సత్యనారాయణ్ ప్రధాన్ ఎస్ఎన్ ప్రధాన్ అంటాము ప్రస్తుతం ఎన్సీబీకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారన్నమాట రైట్ సో ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి లేదా జార్ఖండ్ క్యాడర్కి చెందిన nineteen eighty eight IPS officer right so SN Pradhan IPS is the current director general of NCB అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోండి సో మొట్టమొదటి ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే బీవీ కుమార్ ఐఆర్ఎస్ సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బీవీ కుమార్ అండ్ ఇతని యొక్క విశిష్టత ఏంటి అని అంటే ముఖ్యంగా ముంబైలో సో ముంబైలో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటిసారి వెలికి తీసి దానిపైన ఉక్కుపాదం మోపిన వ్యక్తి బీవీ కుమార్ ఐఆర్ఎస్ అండ్ ఇతను ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసుల్లోనే దావుద్ ఇబ్రాహీంని కూడా విచారించాడనమాట సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి బీవీ కుమార్ ఆ తర్వాత సో ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ని సో ఆర్యన్ ఖాన్ని ఈ మత్తు పదార్థాల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ చేసిన ఆఫీసర్ సమీర్ వాంఖడే ఏం పేరు సమీర్ వాంఖడే ఇతను ముంబై జోన్ ముంబై జోన్ ఎన్సీబీకి డైరెక్టర్గా ఉన్నాడన్నమాట రైట్ సో ఈ ఎన్సీబీ అనే సంస్థ హెడ్ క్వార్టర్స్ని ఢిల్లీలో స్థాపించి మిగతా ప్రదేశాల్లో జోన్ల రూపంలో సబ్ జోన్ల రూపంలో ఈ సంస్థ ఉంటుందన్నమాట so Mumbai zone Mumbai zone NCB డైరెక్టర్గా ఉన్న సమీర్ వాంఖడేకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో పలానా క్రూయిజ్ షిప్లో ఇలా మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందని చెప్పేసి సో ఇతని ఆధ్వర్యంలో ఉన్న ఆఫీసర్లంతా కూడా ఏం చేశారు ఆ క్రూయిజ్ షిప్పై రైడ్ చేశారు దాంట్లో భాగంగానే ఆర్యన్ ఖాన్ దొరికిపోయాడు అన్నమాట రైట్ సో ఒకసారి గుర్తుపెట్టుకోండి మనకు ఈ సంస్థలో అంటే ఎన్సీబీలో పనిచేసే అధికారులను ముఖ్యంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటే ఐఆర్ఎస్ నుండి ఆ తర్వాత ఐపీఎస్ నుండి ఐపీఎస్ ఆఫీసర్లను అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ సో మనకు సిఆర్పిఎఫ్ సిఐఎస్ ఎన్ఎస్ఎఫ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం మనం రైట్ సో ఈ ఈ వీ వీటి నుండి మనకు ఎన్సీబీలో పనిచేసే అధికారులను తీసుకుంటారన్నమాట సో ప్రస్తుతం NCB zonal director Mumbai zone డైరెక్టర్గా ఉన్న Sameer Wankhede is an IRS officer of two thousand eight batch so రెండు వేల ఎనిమిదో బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ముంబై జోన్ ఎన్సీబీ డైరెక్టర్గా ఉన్నాడనమాట right so okkari gurtu pettukondi mukhyanga government of india constituted ncb on the 17th of march 1986 so పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఎన్సిబి అనే సంస్థను స్థాపించింది భారతదేశ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం అంటే మనకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో చేయబడ్డ narcotic drugs and psychotropic substances చట్టం ప్రకారం సో ఈ చట్టం ఎన్డిపిఎస్ చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడ విడుదలైంది అండ్ ఈ చట్టంలో ఒక సంస్థ భారతదేశ వ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఒక సంస్థని స్థాపించాలి అని ఆ చట్టంలో చెప్పబడింది అండ్ ఆ చట్టం ప్రకారమే ఎన్సీబీని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్థాపించడం జరిగిందన్నమాట రైట్ సో ప్రస్తుతం సమీర్ వాంఖడే ముంబై జోన్ జోనల్ డైరెక్టర్గా ఉన్నాడు ఎన్సీబీకి ఆ తర్వాత మనకు ఈ NCB national country narcotics control bureau so దీనికి సంబంధించి జోన్స్ అండ్ సబ్ జోన్స్ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి సో ఒకసారి జోన్స్ చూద్దాము అహ్మదాబాద్ బెంగళూరు చండీగఢ్ చెన్నై ఢిల్లీ గువాహతి ఇండోర్ జమ్మూ జోధ్పూర్ కోల్కతా లక్నో ముంబై అండ్ పట్నా సో ఇక్కడ మనకు ఎన్సీబీ ఆఫీసుల యొక్క జోన్స్ ఉన్నాయన్నమాట అదేవిధంగా సబ్ జోన్స్ కూడా ఉన్నాయి ఇందులో హైదరాబాద్లో కూడా ఎన్సీబీ యొక్క సబ్ జోన్ ఉందన్నమాట సో ఇవి మనకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క జోన్స్ అండ్ సబ్ జోన్స్ ఆ తర్వాత మనకి అసలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏమేం చేస్తుంది దీని యొక్క చీఫ్ పర్పస్ మెయిన్ పర్పస్ ఏంటో ఒకసారి చూద్దాం right is to fight drug trafficking on and all India level so భారతదేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణ సరఫరా ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా పోరాడటం ఆ విదే విధంగా it works in close cooperation with the customs and central excise so ముఖ్యంగా కేంద్ర కస్టమ్స్ శాఖ ఎక్సైజ్ శాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులతో కూడా సహకరిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఎన్సీబీ రైట్ సో ఆ ఒక్క సంస్థే అన్నిటిపై విచారణ చేయలేదు సో ముఖ్యంగా మిగతా సంస్థలతో సో మనకు నిఘా సంస్థగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి సిబిఐ కానివ్వండి అదేవిధంగా మనకు స్టేట్ పోలీస్ రాష్ట్ర పోలీస్ శాఖతో కూడా అనుసంధానం చేసుకుంటూ ఈ డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎన్సీబీది అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోండి the NCB also provides resources and training to the personnel so ముఖ్యంగా ట్రైనింగ్ను కూడా సో మనకి ఈ కస్టమ్స్ శాఖలో అపాయింట్ అయ్యే అధికారులు కానివ్వండి ఐపీఎస్ అధికారులు కానివ్వండి వీళ్ళందరికీ ఈ డ్రగ్స్పై ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట సో ఏ విధంగా స్మగుల్ చేస్తూ ఉంటారు సో ఏ విధంగా మన కళ్ళు గప్పి విదేశాల నుండి భారతదేశంలోకి ఈ డ్రగ్స్ని తీసుకొని వస్తారు వీటిపై కూడా ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఎన్సీబీ ఆ తర్వాత మనకు గుర్తుపెట్టుకుని the NCB also monitor followers India's frontiers so ముఖ్యంగా భారతదేశ సరిహద్దులు సో ముఖ్యంగా బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు అదేవిధంగా పాకిస్తాన్తో ఉన్న సరిహద్దులో కూడా ఎన్సీబీ ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట రైట్ సో మనకు ముఖ్యంగా ఇండియాలో ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ అక్కడ ఉన్న లోకల్ యూత్ని టెర్రరిజం వైపు మల్లుతున్నారు అవునా అదేవిధంగా మనకు పంజాబ్ రాష్ట్రం గురించి తెలుసు ఉడతా పంజాబ్ అనే మూవీ కూడా వచ్చింది పంజాబ్లో ఈ డ్రగ్స్ యొక్క కల్లోలం ఎలా సృష్టించబడిందో అవునా సో ఈ విధంగా శత్రు దేశాలైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల నుండి భారతదేశంలోకి గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి వీటన్నిటినీ అక్రమంగా రవాణా చేస్తూ ఇక్కడ భారతదేశంలో ఉన్న యువతను డ్రగ్స్ వైపు మళ్ళిస్తున్నారన్నమాట సో భారతదేశ సరిహద్దులో కూడా ఈ డ్రగ్స్ని ఈ డ్రగ్స్ అమ్మకాన్ని అరికట్టడం కోసం ఎన్సీబీ సంస్థ పనిచేస్తుంది రైట్ ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని ఒప్పందాలు ఉన్నాయన్నమాట అండ్ ఆ ఒప్పందాలపై భారతదేశం కూడా సంతకం చేసింది సో ఆ ఒప్పందాలు చూద్దాం ఒకసారి single convention on narcotic drugs nineteen sixty one so ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఈ ఒప్పందం అమల్లో ఉంది దీనిపై భారతదేశం కూడా సంతకం చేసింది అదేవిధంగా మనకి the conventions on psychotropic substances nineteen seventy one so దీనిపై కూడా భారతదేశం సంతకం చేసింది అదేవిధంగా the united nations convention against illicit traffic in narcotic drugs and psychotropic substances nineteen eighty eight so దీనిపై కూడా భారతదేశం సంతకం చేసిందన్నమాట రైట్ సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఒప్పందాలపై సంతకం చేశాయి అదేవిధంగా భారతదేశం కూడా సంతకం చేసింది అండ్ భారతదేశంలో ఈ డ్రగ్స్ యొక్క కల్లోలాన్ని కల్లోలాన్ని ఒక విధంగా తరిమివేయడం కోసం ఎన్సీబీని స్థాపించారన్నమాట ఇక ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి భారతదేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం రైట్ సో మనకి ముఖ్యంగా మూడు చట్టాలు ఉన్నాయి కేంద్ర చట్టాలు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు సో ఈ మూడు చట్టాల ప్రకారమే మనము మాదక ద్రవ్యాలను వాడినా వీటిని సరఫరా చేసిన లేదా ఆ మాదక ద్రవ్యాల బిజినెస్లో మనం ఉన్న ఈ మూడు చట్టాల ప్రకారమే మనం శిక్షార్హులం అవుతామన్నమాట సో ఫస్ట్ చట్టం చూడండి drugs and cosmetics acts nineteen forty so drugs and cosmetics act nineteen forty ఈ చట్టం భారతదేశంలో అమల్లో ఉంది అదేవిధంగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఎన్డీపీఎస్ చట్టం the narcotic drugs and psychotropic substances act nineteen eighty five so ఈ చట్టం ప్రకారమే ఎన్సీబీని ఏర్పాటు చేశారు అదేవిధంగా the prevention of illicit traffic trafficking in narcotic drugs and psychotropic substances act nineteen eighty eight so మీరు గంజాయి తీసుకుంటూ లేదా ఏవైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డారనుకోండి ఈ చట్టాల ప్రకారమే మీరు శిక్ష అర్హులవుతారు అవుతారు సో ఇప్పుడు ఆర్యన్ ఖాన్కి బెయిల్ రావడం ఎందుకు లేట్ అవుతుంది అంటే ఈ చట్టాల కింద మనం గనక అరెస్ట్ అయితే నాన్ బెయిలబుల్ అరెస్ట్గా నాన్ బెయిలబుల్గా దీన్ని స్వీకరిస్తారన్నమాట రైట్ సో ఎన్డీపీఎస్ చట్టం కింద ఎవరైనా అరెస్ట్ అయ్యారు అని అంటే అది నాన్ బెయిలబుల్ కేసుగా మీ మీద మోపబడుతుందన్నమాట రైట్ సో ఎవరైతే యువత ఈ డ్రగ్స్ని అదేవిధంగా ఈ మారువానా గంజాయి అంటాం కదా వీటికి అలవాటు పడ్డ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పోలీస్ చేతులకు చిక్కితే మీపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం సెక్షన్లు బుక్ చేస్తారు అండ్ ఆ సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు బెయిల్ ఈజీగా దొరకదు రైట్ సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ అదేవిధంగా sections booked on Aryan Khan so ఇప్పుడు ఆర్యన్ ఖాన్కి సో ఈ సెక్షన్లు అనేవి మనకు ఆ చట్టంలో చాలా ముఖ్యమైన సెక్షన్లను గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఈ సెక్షన్లే ఆర్యన్ ఖాన్పై బుక్ చేశారు కాబట్టి అతనికి బెయిల్ రావడం చాలా కష్టతరం అవుతుంది సో ఫస్ట్ సెక్షన్ చూడండి section eight C so NDPS చట్టంలోని సెక్షన్ ఎయిట్ సి ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా గంజాయి కానీ ఏవైనా డ్రగ్స్ని కానీ వాటిని ప్రొడ్యూస్ చేసిన అదేవిధంగా వాటిని సరఫరా చేసిన వాటిని కన్జ్యూమ్ చేసిన ఈ సెక్షన్ ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం నీ మీద కేసు వేస్తారన్నమాట రైట్ సో ఈ సెక్షన్ ప్రకారం నీ మీద కేసు వేస్తారు సెక్షన్ ఎయిట్ సి ఏం చెప్తుంది ఇది ముఖ్యంగా consuming importing producing manufacturing so ఇవన్నీ డ్రగ్స్కి సంబంధించి వాటిని సరఫరా చేయడం కానీ వాటిని ఉత్పత్తి చేయడం కానీ వాటిని కన్జ్యూమ్ చేయడం కానీ అంటే స్వయంగా నువ్వు వాడడం కానీ ఇవన్నీ చేస్తే ఈ సెక్షన్ ప్రకారం నీ మీద కేసు నమోదు చేస్తారు ఆ తర్వాత సెక్షన్ ట్వంటీ బి సో ఈ సెక్షన్ ట్వంటీ బి ఏం చెప్తుంది అని అంటే ముఖ్యంగా it relate it relates to the use of cannabis so cannabis అంటే ఏంటి మనకు ఈ గంజాయి రైట్ సో గంజాయి వాడకం ఒకవేళ నువ్వు గంజాయి పీలుస్తూ లేదా గంజాయి వాడుతూ దొరికావనుకోండి ఈ సెక్షన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ బి ప్రకారం నీపై కేసు నమోదు చేస్తారు ఆ తర్వాత సెక్షన్ ట్వంటీ సెవెన్ చూద్దాం right so section twenty seven కనుక చూసుకుంటే ఈ గంజాయే కాకుండా మనకి ఇతర హెరాయిన్ కొకెయిన్ అదేవిధంగా ఎక్స్ట్రసీ పిల్స్ అని సో ఇలాంటివి సో గంజాయి కాకుండా మిగతా ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటిని కనుక నువ్వు కన్జ్యూమ్ చేస్తే సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం నీపై కేసు నమోదు చేస్తాను అదేవిధంగా సెక్షన్ థర్టీ ఫైవ్ని కనుక చూసుకుంటే సెక్షన్ థర్టీ ఫైవ్ ఏం చెప్తుంది అని అంటే ఆ వ్యక్తి అంటే ఈ డ్రగ్స్ రైడ్ చేస్తుంటే డ్రగ్స్ రైడ్ చేస్తుంటే దొరికిన వ్యక్తి సరైన మానసిక స్థితిలో ఉన్నాడా లేడా సో అతనికి తెలుసు ఇవి భారతదేశంలో నిషేధించబడ్డాయి అయినా కూడా వీటిని నేను వాడుతున్నాను so culpable state of mind అని అంటామన్నమాట రైట్ సో అతనికి తెలిసి కూడా అతను వాడుతున్నాడు కాబట్టి సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేస్తారు సో ముఖ్యంగా సెక్షన్ ఎయిట్ సి గుర్తుపెట్టుకోండి సో ఇది ముఖ్యంగా డ్రగ్స్ని సో మాదక ద్రవ్యాలను ప్రొడ్యూస్ చేసిన వాటిని కన్జ్యూమ్ చేసిన వాటి మీద బిజినెస్ చేసిన సెక్షన్ ఎయిట్ సి ప్రకారం నీపై కేసు నమోదు అవుతుందన్నమాట సో ఈ సెక్షన్లన్నీ కూడా ఆర్యన్ ఖాన్పై విధించబడ్డాయి అందుకే బెయిల్ దొరకడం అనేది చాలా కష్టతరం అవుతుందన్నమాట రైట్ సో ఇది మనకు ఎన్సీబీ అనే సంస్థకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఎన్సీబీ నుండి కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎన్సీబీ సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిపై ఒక కన్నేస్తూ మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట right I hope you like the video ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే you can comment it the comment section thank you for watching